hi friends welcome to my channel Karthika పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుణ్ణి శరణు వేడుట మరలా మహాముని అగస్యంతో ఈ విధంగా చెప్పెను ఓ కుంభసంభవ ఆ శ్రీహరి దూర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఈ విధంగా చెప్పసాగెను ఓ దుర్వాస మహాముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు కూడా నాకు సంతోషకరమైనవే నేను అవతారములేతుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కాబట్టి అందుకే నేను అంగీకరించి తిని బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపకుండా వచ్చినందువలన అతడు చింతాక్రాంతుడే బ్రాహ్మణ పరివృతుడే ప్రాయోపవేశం చేయ నిశ్చయించినాడు ఆ కారణం వలనే విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను ప్రజారక్షణమే రాజధర్మము కాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాణ్ణి జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయినచో మరి ఒక విప్రుడే దండింపవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడే యుద్ధమునకు వచ్చినటువంటి బ్రాహ్మణుని తప్ప మరెప్పుడూ ఎవరిని కూడా దండించకూడదు క్షత్రియుకుని దండించుడి కంటే పాతకము లేదు విప్రుణ్ణి హింసించిన వాడును హింస చేయువాడును కూడా బ్రాహ్మ హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుణ్ణి సిగపెట్టి లాగిన వాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమిన వాడును విప్ర పరిత్యాగమునరించిన వాడును కూడా బ్రహ్మహంతకులే అగుదురు కాన ఓ దూర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపస్సాలియు విప్రోత్తముడు అగు దూర్వాసుడు నా మూలాన ప్రాణ సంకటము పొందుచున్నాడే అయ్యో నేను బ్రాహ్మణ హంతకునైతేనే అని పరిపరి విధములుగా పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని దగ్గరికి వెళ్ళుము అందువల్ల మీ ఉభయులకు కూడా శాంతి లభించును అని విష్ణుమూర్తి దూర్వాసునకు నచ్చచెప్పి అంబరీషుని వద్దకు పంపెను కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయం సంపూర్ణం ఏతత్ఫలం కృష్ణ అర్పణమస్తు పరమేశ్వర అర్పణమస్తు